మంత్రి గంగుల కమలాకర్కు షాక్ తగిలింది గంగులకు చెందిన గ్రైనేట్ సంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పంజా విసిరింది కరీంనగర్లోని తొమ్మిది గ్రైనేట్ సంస్థలకి FEMA foreign exchange management act నోటీసులు జారీ చేసింది నిబంధనలు ఉల్లంఘించారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రెండు వేల పంతొమ్మిదిలో ఫిర్యాదు చేశారు కరీంనగర్లోని మంత్రి గంగుల కమలాకర్ కుటుంబానికి చెందిన Swetha granite company AS shipping JM Baxi Mythili Aditya transport KVA energy Aravinda granite Sandiya agency PSR ఏజెన్సీలు వెంకటేశ గ్రైనేట్లు ఉన్నాయి ఎక్కడెక్కడైతే అభివృద్ధి కుంటుపడ్డదో అక్కడ అభివృద్ధి చేయాలని ప్రజలు ఏం కోరుకుంటారో